hi friends welcome to my channel ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే సేమియా ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బాండీ పెట్టుకుని అది వేడైన తర్వాత డ్రై ప్యాన్లో మాత్రమే ఒక గ్లాస్ సేమియా వేసి వేయించుకోవాలి సేమియాని చక్కగా అటు ఇటు తిప్పుతూ మంచిగా వేయించుకుంటూ ఉంటే కనుక అడుగు పట్టకుండా ఉంటుంది సేమియా మొత్తం అన్ని వైపులా వేగడానికి చక్కగా బాగుంటుంది కూడా రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకున్నాక అది కొద్దిగా లైట్ రెడ్ కలర్లోకి మారుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించాలి లేదంటే మాడిపోతుంది ఇలా లైట్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సేమే ఈ విధంగా వేయించుకోవడం వలన ఉప్మా జిగురు లేకుండా పొడి పొడిగా చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు అదే బాండీలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత ఒకటిన్నర స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి వేయించేసుకోవాలి అది వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా వేయించేసుకుందాం అది కూడా వేగిపోయిన తర్వాత ఒక కప్ ఉల్లిపాయ ముక్కలు అర కప్ టమాటా ముక్కలు అర కప్ క్యారెట్ ముక్కలు అలాగే పావు కప్ ఆలుగడ్డ ముక్కలు ఇవి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటబుల్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసేసుకుందాం ఈ వెజిటబుల్స్ అనేవి మనకి సగం మగ్గితే సరిపోతుంది ఎందుకంటే సేమియా ఉప్మాతో పాటు ఇంకా ఉడుకుతాయి కదా అందుకని సగం మగ్గితే సరిపోతాయి ఈ టైంలోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం ఈ జీడిపప్పు మనం పోపులో కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఆ టైంలో వేస్తే రెడ్ కలర్లో అయిపోతాయి కదా జీడిపప్పులు కాబట్టి ఈ టైంలో వేసాం అనుకోండి వైట్ కలర్తో చూడడానికి కూడా లుక్ బాగుంటాయి వెజిటబుల్స్ అన్నీ సగం మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఉప్మాకి సరిపడా నీళ్లు పోసుకోవాలి మనం ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం కదా అంటే ఒకటి పావు నీళ్లు పోసుకోవాలి మనం ఏదైతే కొలతకి తీసుకుంటామో అది కప్ అవనివ్వండి గ్లాస్ అవనివ్వండి గ్లాస్ సేమియాకి ఒకటి పావు గ్లాసు నీళ్లు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని నీళ్ళని మరిగించుకుందాం చూద్దామా నీళ్ళు మరుగుతున్నాయేమో చక్కగా మసిలిపోతున్నాయి కదా అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఉప్మాకి ఎసరు పెట్టుకున్న నీళ్లు ఎక్కువసేపు మరిగితే కనుక కొద్దిగా కారం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మసలడం స్టార్ట్ అయ్యి ఒక్క పొంగు రాగానే మనం ఏదైతే రవ్వ కానీ సేమియా కానీ ఏది తీసుకుంటే అది వేసేసుకుని కలిపేసుకోవాలి ఖచ్చితంగా నీళ్ళతో పాటు పచ్చిమిరపకాయలు మరుగుతూ ఉంటే కనుక కారం వచ్చేస్తుంది ఉప్మా అనేది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉడికించుకుందాం చూసారా చక్కగా ఎంత మంచి కలర్ఫుల్గా సేమియా ఉప్మా రెడీ అయిపోతుందో కదా సిమ్లో పెట్టేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకుని ఉంచేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసేసి మూడు స్పూన్ల నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలా చక్కగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టిఫిన్ అంటే మాత్రం మా ఇంట్లో చాలా ఇష్టం మరీ ముఖ్యంగా మా తమ్ముడికైతే అసలు చెప్పనే అక్కర్లేదు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం చూసారా ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ గురించి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ